चलो चलो चलो నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు అత్తాపూర్ బాబా కొత్త అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ అక్కడ జోగిపేటలో అందరు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను అన్నయ్య అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ ఆ సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఇదేందా ఇదే ఇది నేను చూడలే ఫేస్ టు ఫేస్ We'll